రాష్ట్రంలో ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు సెప్టెంబర్ ఐదు నుంచి అమల్లోకి నూతన విధానం పోలవరం పూర్తికి మరో మూడేళ్ల సమయం రివర్స్ టెండరింగ్ పై సమాచారం లేదన్న ప్రాజెక్ట్ అథారిటీ పాలన చేతకాక జగన్ చేతులెత్తేశారన్న చంద్రబాబు తనను వెంటాడడమే లక్ష్యం చేస్తున్నారని ఆక్షేపణ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందన్న ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఏడు శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా ఇకపై పదమూడు భాషల్లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకింగ్ పరీక్షలు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ కోటి ఆస్తులతో ఎదురు చూస్తోన్న యావత్ భారతం పన్ను ప్రయోజనాలపై సామాన్యుల ఆశలు వృద్ధి రేటుకు ఊతమిచ్చే చర్యలపై అంచనాలు తక్కువ ధరలకే ఇసుక అందించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం సెప్టెంబర్ ఐదు నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానం భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో జన సంక్షోభం రెండు వేల నలభై ఒకటి నాటికి యువత వృద్ధుల మధ్య భారీ వ్యత్యాసం తెలంగాణలో పురపాలక ఎన్నికలకు రంగం సిద్ధం వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారు అభివృద్ధి కలయికగా నేడు కేంద్ర బడ్జెట్ కోటి ఆశలతో ఎదురు చూస్తున్న యావత్ భారత్ మౌలిక సదుపాయాలకు పెరగనున్న కేటాయి ఐటీ ఉపశమనం కోసం వేతన జీవుల ఎదురు చూస్తుంది ఇరవై ఏళ్లలో సున్నాకి చేరనున్న ఏపీ జనాభా వృద్ధి రేటు టీనేజీ పిల్లలు పది శాతం తగ్గుదల పెరగనున్న వృద్ధి తక్కువ ధరలకే ఇసుక అందించాలని ప్రభుత్వ నిర్ణయం సెప్టెంబర్ ఐదు నుంచి అమల్లోకి కొత్త విధానం ఇసుక దొరక్క తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాణ రంగం కూలీలకు ఉపాధి కరవు బిల్డర్లకు వడ్డీల బరువు గ్రామ సచివాలయాల్లో అరవై తొమ్మిది వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు పోలవరం ముంపు గ్రామాలకు పొంచి ఉన్న వరద ముప్పు పరిహారం తేల్చే వరకు కదలబోమంటున్న నిర్వాసితులు మరో రెండు గంటల్లో పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ తొలి పద్దుపై సర్వత్రా ఆసక్తి ఐటీ పరిధి పెంపు కోసం వేతన జీవుల ఎదురుచూపులు అభివృద్ధి సంక్షేమానికి సమపాళ్లలో కేటాయింపులు కొత్త ఇసుక విధానం అమలుకు రెండు నెలల సమయం ఉపాధి దొరకడం లేదని నిర్మాణ రంగ కూలీల ఆవేదన గ్రామ వాలంటీర్ దరఖాస్తులకు సాంకేతిక చిక్కులు విజయనగరం జిల్లాలో ఇంటర్నెట్ కేంద్రాల వద్ద పడిగాపులు వారణాసిలో ఇద్దరు అమ్మాయిల వివాహం మగవాళ్లపై నమ్మకం లేకేనంటున్న యువతులు